హెచ్పి ఇది ఇది కొత్త మోడల్ ఇన్స్టాల్ ఐక్రో ఐ సెవెన్ ఐ సెవెన్ ఇది ఇంకా దీని డీటెయిల్స్ ఇంకా పర్లేదు ఇది కొద్ది డబ్బులు వచ్చి మూడు వందల తొంభై తిన్నారులో అంటే లక్ష రూపాయలు మాట ఇది ఇది కూడా రెండు వందల నలభై తిన్నారులో మీరు చూసుకున్న జాగ్రత్తగా ఆన్లైన్లో కూడా చూసుకుని కొనుక్కోండి మనకి అమెజాన్లో కూడా మంచి మంచి రేట్లు ఉన్నాయి కాకపోతే వాటికైతే చాలా తేడా ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది మేడిన్ అంతా మేడిన్ విట్నము దీని ప్యానల్ అంతా డిస్ప్లే మొత్తం ప్యానల్ మొత్తం వచ్చి made in Vietnam i three కో i three Intel i three i three కొద్దిగా నెట్వర్క్ స్లోగా ఉంటుంది దీనివల్ల మనకి ఇంటికాడ ఉపయోగం ఉండదు మనకి ఎక్కువగా విలేజ్లో బాగా లాగాలంటే మనకి ఐ సెవెన్ ఇంటల్ ఐక్రో ఐ సెవెన్ అయితే మనకి బ్రహ్మాండంగా బాగుంటుంది మీరు ఎప్పుడో కొనుక్కొనుకుంటే ఇలా చూసి కొనుక్కోండి ఇంటల్ కూడా చూసుకుంటే మనకి ఐ సెవెన్ లేటెస్ట్ మోడల్ వచ్చి ఐ సెవెన్ ఉంది మనకి విలేజ్లో ఎక్కడున్నా సరే మనకు బెమ్మనగా లాగుతుందన్నమాట ఇది నెట్వర్క్ సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చి ఇండియాలో క్లాస్ట్ వచ్చేసి మనకి కోవిడ్ డబ్బులు మూడు వందల రెండు వందల రెండు వందల ఎనభై తిన్నరలో ఇంటికాడ కాస్ట్ వచ్చి మనకి ఇండియాలో నలభై యాభై వేలు ఇది దగ్గర దగ్గర ఉంటుంది యాభై వేలు పైన మంచి ఆఫర్లు ఉన్నాయి ఈరోజు ఇది కోర్ ఐ ఫైవ్ ఇది పెద్దగా పోవదండి ఇది రెండు వేల మనకి ఇరవైలోది ఇది మోడల్ ఇది కూడా ఇది కూడా మంచిదే కొత్త మోడల్ ఇంటాల్ కూర ఐ సెవెన్ కొత్త మోడల్ ఫుల్ డిస్ప్లే టచ్ చూసారు కదా black colour HP touch screen same అదే అది బ్లాక్ ఇదేమో సిల్వరు క్రో వచ్చి ఐ సెవెన్ మంచి ఎడిటింగ్ అయితే ఉంటుంది ఇది స్టూడెంట్కి అయితే బాగుంటుంది మంచి రేటు కూడా బాగుంది రేటు కూడా పర్వాలేదు లక్ష రూపాయలు ఇండియా డబ్బు వచ్చి ఓకే ఫ్రెండ్స్